నీళ్ళు వస్తాయి అనేటువంటి ఆశతో ఎందుకంటే ఈసారి వర్షాకాలంలో చాలా పెద్ద వర్షాలు పడ్డాయి ప్రతి చెరువు ప్రతి కుంట ప్రతి నది ఉప్పొంగి పారింది కాబట్టి ఇక రిజర్వాయర్స్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇస్తారు మాత్రం అనేటువంటి ఆశతో తుకాలు కొంతమంది పోసుకుంటా ఉన్నారు కొంతమంది అనుమాన పడతా ఉన్నారు ఇంకా నేను పోయినసారి సొంతంగా వ్యవసాయం చేస్తే కలవకుర్తి లిఫ్ట్ చేసిన కింద నలభై ఎనిమిది ఎకరాల పంట నాది పూర్తిగా ఎండిపోయింది ఒక నెల పదిహేను రోజులు మాత్రమే నీళ్లు వారినాయి రెండో పంట రెండో పంట సడన్గా శ్రీశైలంలో నీళ్లు లేవు ఈ నీళ్ళని కనుక మనం లిఫ్ట్ చేస్తే రేపు ఎండాకాలంలో తాగడానికి నీళ్లు ఉండవు మేము ఇవ్వలేము అనేటువంటి మాట చెప్పి చల్లగా ప్రభుత్వం జారుకుంది కారణం ఏం అని కొద్ది లోతుపోయి పరిశీలన చేస్తే విద్యుత్ శక్తి ఉత్పాదన పేరుతో నీళ్ళన్నీ కిందికి జగన్కు సహాయం చేయడానికి ఆంధ్ర ప్రభుత్వం సహాయం చేయడానికి కేసీఆర్ గారు ఆయనతో ఒప్పందానికి వచ్చి నీళ్లను వదిలిపెట్టినాడు ఇలా రైతులు వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి కానీ వాళ్ళ శ్రమ కానీ పూర్తిగా వృధా అయిపోయినాయి నలభై ఎనిమిది ఎకరాల పంట నా పంట ఒక్క గింజ ఇంటికి రాలేదు ఊర్లో అందరి పరిస్థితి అంతే ఆ శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు లేవని కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఒకవేళ మొదలే కనుక మేము నీళ్ళు ఇవ్వమని చెప్తే మేము ఆ పక్క పోరు కూడా పోకుండా ఉండేటువంటి వాళ్ళం మా పెట్టుబడి పెరుగుతుండే మా శ్రమ పెరుగుతుండే కానీ నీళ్లు ఇస్తామని చెప్పి ఒక నెల నెలన్నర తర్వాత నీళ్లు ఆపేయడం వల్ల పంటలన్నీ ఎండిపోయినాయి ఐఏబీ మీటింగ్ ఇమీడియట్గా పిలవాలి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ మీరు రబీకి నీళ్ళు ఇస్తారా ఇవ్వరా చెప్పండి పోయినసారిలాగా రబీకి నీళ్ళు వస్తాయి కదా అని అమాయకంగా నాలాంటి వాడే నలభై ఎనిమిది ఎకరాలు నాటితే ఒక్క ఎకరా కూడా ఇంటికి రాలేదు అమాయక రైతుల రైతుల ప్రాణాలతో తిలగాటమాడొద్దు చెప్పండి మీరు ఇస్తామంటే వేసుకుంటాం లేకపోతే లేదు ఎందుకంటే సీజన్ పోతూ ఉంది అందరూ నార్లు పోసుకుంటున్నారు నాట్లు వేస్తూ ఉన్నారు కరీట్లు అవుతున్నాయి మీరు సోమవారం లోపల కనుక ఈ మాట చెప్పకపోతే మీ సీ ఆఫీసు దిగ్బంధం చేస్తాం అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ ఉన్నాను ఒక రోజు రెండు రోజులు చూస్తాం రాకగా వనపర్తిలో ఉండే సీఈ ఆఫీసు మన పెబ్బేరులో ఉండేటువంటి ఎస్సీ ఆఫీసు నాగర్కన్లో ఉండేటువంటి ఎస్సీ ఆఫీసు కలవకుర్తి నాగర్కన్లో ఉంది భీమా ప్రాజెక్టు బెవేర్లో ఉంది సిఏ ఆఫీస్ ఉన్నపడికిలో ఉంది వీటన్ని హైదరాబాద్లో మళ్ళా ఆ మీటింగ్ జరిగింది ఈఎంసి మురళీధరరావు గారి అధ్యక్షుల మీటింగ్ జరిగింది కానీ ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకు బద్ధకం అంటే ప్రజాప్రతినిధులకు వాళ్ళు వాళ్ళ వాళ్ళకు డేట్ ఇచ్చి అందరు ప్రజాప్రతినిధులను కోఆర్డినేట్ చేసి మీటింగ్ పెట్టాలి కానీ వాళ్ళకు ఈ రైతులకు నీళ్ళిచ్చే నీళ్ళిచ్చేటువంటి ఓపిక నీళ్ళు ఇవ్వడానికి చేయడానికి సమయం హైదరాబాద్లో కేటాయిస్తే ఇంకా కొన్ని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది తప్ప ఇంకోటి లేదు వాళ్ళు అందుకని రైతుల నీళ్ళకు వాళ్ళు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ సంపాదన వాళ్ళకి ముఖ్యంగా కాబట్టి ఐఏబి మీటింగ్ జరగడం లేదు మీరు తప్పకుండా సోమవారమో ఇంకా ఒకటి రెండు రోజులు అటు ఇటో మీరు కనుక పెట్టకపోతే ఈ ఆఫీసును దిగ్బంధం చేయడం ఖాయం అనేటువంటి మాట కూడా నేను సోమవారం అంటే సోమవారం చూద్దాం అంటే సోమవారం పెడతారా మంగళవారం పెడతారా చూద్దాం మీరు పెట్టకపోతే మాత్రం మీ ఆఫీసు మేము కూర్చొని మీరు డేట్ అనౌన్స్ చేసిన వరకు అక్కడ నుంచి లేచేది లేదు ఎందుకంటే రైతుల పక్షాన్ని నిలబడడానికి మా ప్రయత్నం తప్ప ఇంకొచ్చాం ఇక్కడ పోయినసారి జరిగిన నష్టం గురించి చెప్తున్నాను అంటే నలభై ఎనిమిది ఎకరాలకు ఒక్క ఎకరా ఎకరాకి వరి పండించాలంటే కనీసం ఇరవై వేలు అవుతుంది ఇరవై వేలు ఎక్స్పెండిచర్ అవుతుంది మళ్ళీ అంత డబ్బు ఇన్వెస్ట్ చేసి ఒక న్యాయ చేతికి రాకపోతే నాలాంటి రైతు అయితే తట్టుకోగలడు కానీ చిన్న రైతులు తట్టుకోగలరా రుణమాఫీ అంటే ఈనాటి వరకు చేయకపోతుంది వడ్డీ మాఫీ చేయకపోతుంది కొత్త రుణమాఫీ ధర జరగకపోయి రైతుకు అప్పు పుట్టడం లేదు చాలా కష్టాల్లో ఉన్నారు రైతులు అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాం అంటే దయచేసి ఐఏబీ మీటింగ్ పిలవండి ప్రజాప్రతినిధి వస్తే వచ్చినాడు రాకపోతే రాకపోయినాడు ఇది అధికారుల హైదరాబాద్లో ఏ ప్రజాప్రతినిధి రాలేదు చీఫ్ ఇంజనీర్ సమక్షంలో ఈ మీటింగ్ జరిగింది వాళ్ళు నిర్ణయం చేశారు ఈ ప్రాజెక్ట్ కింద ఇంత ఈ ప్రాజెక్ట్ కింద ఇంత ఇక్కడ వాళ్ళు ఇక్కడ కూర్చొని స్థానిక పరిస్థితులని అవగాహన చేసుకొని ఈ ప్రాజెక్ట్ కింద ఈ ఈ జిల్లాకి ఇంత ఆయకట్టు